హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ని ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందల్లా నా వీడియోను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి మరియు లైక్ చేస్తూ ఉండండి మరిన్ని న్యూ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నేను వివరాల్లోకి వెళ్తున్నాను రీసెంట్గా మనం టెట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఆ టెట్ ఏ విధంగా ఏంటి ఎలా రాసాము ఏంటి ఆన్లైన్లో రాసాం కదా క్వశ్చన్ పేపర్ కూడా మన దగ్గర లేదు అనే ఒక వెలితి అయితే ఉంది అయితే రీసెంట్గా ఏపీ ప్రభుత్వం టెట్ యొక్క క్వశ్చన్ పేపర్స్ని మరియు ఇనిష్ ఇనీషియల్ కీని అందుబాటులో ఉంచింది ఫ్రెండ్స్ మీరు క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని ఇనీషియల్ కీని డౌన్లోడ్ చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయంటి అనేది మీరు చూసుకునే వెసులుబాటు అనేది ఏపీ ప్రభుత్వం కల్పించింది ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఏం చేయాలి అంటే ఫైర్ ఫాక్స్ కానీ క్రోమ్ కానీ లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ కానీ ఏది ఉంటే మీ మీ మొబైల్లో అది కనుక మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్ గూగుల్ ఓపెన్ చేసుకుని ఏపీటెట్ అని టైప్ చేయండి ఏపీటెట్ అని టైప్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి information bulletin payment start date అని చదువుకుంటూ కిందకు వస్తే మీకు క్వశ్చన్ పేపర్ మరియు కింద ఇనీషియల్ కీ అని రెండు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఏంటంటే మీరు రాసిన క్వశ్చన్ పేపర్ మీరు చూసుకోవడానికి అయితే ఇల్జు అవకాశం లేకుండా పోయింది ఎగ్జామ్ రాసినప్పుడు కానీ ఆ క్వశ్చన్ పేపర్ని ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి కీ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకునే అవకాశం కల్పించారు ఫ్రెండ్స్ సరే ఈ క్వశ్చన్ పేపర్ని ముందు మనం డౌన్లోడ్ చేద్దాం చూడండి క్వశ్చన్ పేపర్ రెడ్ మార్క్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ మీద నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ number of question papers number of subjects అనేవి వచ్చాయి కానీ ఇక్కడ చిన్న క్లారిటీ కావాలి మీరు ఏ రోజు రాశారు మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందు గురించి అంటే ఇక్కడ ఇరవై ఒకటి నుండి రెండవ తారీఖు వరకు కూడా టెట్ ఎగ్జామ్ అనేది జరపబడింది మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ రెండు విధాలుగా డివైడ్ చేస్తూ ఎగ్జామ్ అనేది జరిగింది ఫ్రెండ్స్ అయితే మీరు ఏ రోజున ఏ సెక్షన్లో మీరు ఎగ్జామ్ రాస్తారు ఏంటనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ అనేది తీసుకుందాం ట్వంటీ ఎయిట్లో మార్నింగా ఆఫ్టర్నూనా సరే మార్నింగ్ రాస్తారు అనుకుందాం మార్నింగ్ రాస్తే ఇక్కడ చూడండి మార్నింగ్లో ఒకే ఒక పేపర్ ఉంది ఈ పేపర్ మీద క్లిక్ చేయండి సరే ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే ఒకటో తారీఖుని చూసినట్లయితే ఇక చూడండి లాంగ్వేజ్ అనేవి చాలా మార్నింగ్ సెక్షన్లో రాయటం జరిగింది అందులో మీ లాంగ్వేజ్ ఏంటనేది మీరు చూస్ చేసుకోవాలి చూడండి ఇక్కడ తెలుగు ఉర్దూ హిందీ ఉంది తెలుగు వాళ్ళు తెలుగు మీద క్లిక్ చేస్తున్నట్లయితే వెంటనే మీ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ అవుతుంది సరే ఇప్పుడు చూడండి ఒకటో తారీఖున రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్నింగ్ సెక్షన్లో రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలుగుని మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తెలుగుని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది డౌన్లోడ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఆ డౌన్లోడ్ అయిన దాన్ని మనం చూసుకోవడానికి ఇప్పుడు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయినటువంటి తెలుగు పేపర్ని మనం ఈ విధంగా మనం చూసుకోవచ్చు చూడండి ఓకేనా దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని మనం గనక ఇనీషియల్కి దగ్గర పెట్టుకుని మనం ఒక మన మార్క్స్ ఎన్ అనేవి చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకసారి వెనక రండి ఇనిషియల్ కీ ఉంది కదా ఇనిషియల్ కీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే చూడండి సేమ్ ప్యాటర్న్ ఎందు గురించి అంటే మళ్ళీ మనం ఒకటో తారీఖు వచ్చేద్దాం ఒకటో తారీఖు వచ్చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ మనం రాసింది ఏంటి మార్నింగ్ సెక్షన్ కదా మార్నింగ్ సెక్షన్లో తెలుగును మనం చూజ్ చేసుకుందాం తెలుగు తెలుగు క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ డౌన్లోడ్ అయిపోయింది చూడండి తెలుగుకి సంబంధించినటువంటి ఇనీషియల్ కీ అనేది అవైలబుల్గా ఉంది ఇక్కడ క్వశ్చన్ పేపర్ అవైలబుల్గా ఉంది ఇనీషియల్ కీ అవైలబుల్గా ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుని మీ యొక్క ఇనీషియల్ కీ ఎన్ని మార్క్స్ వచ్చాయంటి అనేది చూసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ని ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్